మేము టార్చర్ బయటకు వెళ్ళాం but uh, most passionate producer I think Swapna garu Swapna garu యువర్ సూపర్ <laughs> మీకోసం వచ్చా <laughs> ఓకే uh, ట్రైలర్ ఇప్పుడు వాడెవరు నా ఎవరు కట్ చేశారు I don't know I so before ఎక్స్ట్రాడినరీగా ఉంది and uh, Dulquer most handsome hero in the country super star and Mahanati తెలుగులో చేసిన whatever it's super what great film and Datta garu అందరూ everybody are praising Dulquer and Sita so much performance గురించి it's like great I just want watch the film and yeah it's not easy ఒక సినిమా తీసి ఇంత ప్యాషనెట్ ఇంత ఖర్చు పెట్టి లవ్ స్టోరీ యుద్ధం yuddham kuda i think it's a very there is some war whatever so kashmir lo shoot chesaru and uh, just not a love story there are other elements nagigar cheptunnaru ippude so yeah russia lo shoot cheyadam i think in telugu cinema it's maybe this is the first film i think and it's great and uh, my director uh, i saw your film sir you're a very beautiful director and the way you show photography ఆడ అంటే నాయి గారు చెప్పారు ఇట్స్ లైక్ పోయిట్రీలా తీశారు ఆయన అని so your one of the beautiful directors we have and Sumanth my darling అంటే మీరు చేశారంటే దీంట్లో చాలా స్పెషల్గా ఉంటుంది ఈ రోలు అదేంటో తెలుసుకోవాలని ఎవడనో నాయి చెప్పట్లేదు నాకు so yeah beautiful film the greatest producer Dutt garu he was బిహైండ్ ఇక్కడ యాభై సంవత్సరాలు ఇంతెంత పెద్ద సినిమాలు తీసి ఫిఫ్టీ ఇయర్స్ అంటే అసలు వినడానికి ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసిన the greatest greatest producer we have in the తెలుగులో ఉండడం మా అదృష్టం సార్ మీరు thank you sir and yeah ఎవరన్నా మర్చిపోతే sorry and some films director garu తీసింది విసో ద విజువల్స్ టీజర్ చూసింది కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి సో రష్యా వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి whatever the music the visuals ఇది థియేటర్లోనే చూసే సినిమా డెఫినెట్గా the budget which the producer spent and and for example మన ఇంట్లో పూజ ఉందని గుడికెళ్ళ మానేస్తామా so this is a theatre film మా మా సినిమా ఫీల్డ్కి మా థియేటరే గుడి మీ వల్లే మీరు ఇచ్చిందే so we should watch this in theatres the director made it that the great actors ఉన్నారు we have Rashmika most wanted heroine so we have big star cast and we should watch it in the film and thank you love you thank you so much Prabhas garu and మీరు ఇప్పుడు మొదటి టికెట్ మీరు కొనబోతున్నారు అండ్ మొట్టమొదటి టికెట్ అశ్విని దత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నాగి గారి దగ్గర అప్పు తీసుకున్నాను జోబులో డబ్బులు ఉండవు okay requesting Dulquer to please come on stage once again Mrunal Sumanth garu Hanu Raghavapudi Tarun garu Nag Ashwin Anudeep to please come and Swapna also Swapna please come yes ఇందాక నేను చెప్పిన రేట్ కాదు ఈ సినిమా టికెట్ రేట్ వంద రూపాయలు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇట్ ఇస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ అలాగే మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అండ్ ప్రియాంక గారిని కూడా